అప్పడుగువాడు రోగి సార్ ఎవరు నమస్కారం sir yes what can I do for you ఈ పక్క వీధిలో కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారా ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు కదా పబ్లిసిటీ బాగుంటుంది ఓ బ్యానర్ కట్టుకుంటాం ఓకే కట్టుకోండి దానికి అంత మొహాట పడాలా థ్యాంక్ యూ సార్ హలో అక్కడ సర్వేశ్వరన్ అని కష్టపడి పనిచేసే సర్వర్ ఉన్నాడట కదా సర్వేశ్వరన్ ఉన్నమాట వాస్తవమే ఒరే సర్వం నీ అభిమానులు ఎవరో వస్తున్నాను సార్ వాడు హలో హలో హలో మేము పక్క వీధిలో హోటల్ పెడుతున్నాం రెండు సర్వర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి బ్రహ్మాండమైన జీతం రెండు నాకేనా జీతం ఎంత ఇస్తారేమిటి అక్కడ ఇచ్చేదానికంటే డబుల్ ఇస్తాం అయినా మా సార్ వాడిని అడగాలండి మీ సార్వాడు అమృతరావే కదా ఊర్లో లేడుగా వచ్చేయ్ లేదండి మా అంజీ సార్ వాడు ఉన్నాడుగా ఎవడు ఆ వంటోడు ఆంజనేయులేనా అవును సార్ వాడు అతనికి కూడా మంచి ఆఫర్ ఉందని వచ్చేమని అడుగు ఇద్దరికి కలిపి వెరీ గుడ్ ప్యాకేజ్ ఇస్తాం నిన్ను ప్యాక్ చేస్తాం పెట్టే ఫోను చెయ్యి ఫోను ఆ పక్క వీధిలో హోటల్ వాళ్ళక జాయిన్ అవడానికి డిసైడ్ చేశారా నిన్ను ముక్కలు చేయడానికి డిసైడ్ అయ్యాను అమృతానికి ఫోన్ చేయి వాళ్ళ అమృతం సార్ వాడికి ఏం ఆఫర్ ఇవ్వలేదే హలో ఒరే అమృతం ఆ, ఇక్కడ అత్తారింట్లోనే సెటిల్ అయిపోయావా అలాగే పిల్లాన్ని ఆడిస్తూ కూర్చుంటే ఇక్కడ పుణ్యకాలం దాటిపోతుంది ఏ పుణ్య వెంటనే బయలుదేరరా ఎందుకు వెంటనే అంటే next week or next month కాదు నౌ ఏంటి ఉన్న పళంగా కట్టుబట్టలతో రా అసలు ఇంకో ముక్క ఎక్స్ట్రా మాట్లాడద్దు ఎమర్జెన్సీ అని చెప్పాగా ఏ దొరికితే అది ఎక్కువచ్చాయి సరే అమ్మయ్యా నువ్వు ఫోన్ పెట్టిన తర్వాత ఫుల్గా మాట మాట్లాడగలిగా అబ్బో నాకు వెల్కమ్ బ్యానర్ కూడా కట్టినట్టున్నాడు ఎంతైనా అంజిగాడు అమ్మానం దాచుకోడు రైట్ రైట్ రైట్ కే తిప్పానండి మళ్ళీ రైట్ అయ్యా ఈ లోపలికా ఇదే the famous great Amrita Vilas Charminar కి గోల్కొండకి మధ్యలో ఉంటుంది పటంలో ప్లస్ ఖ్యాతిలో వాటిలాగే మూసేసి మ్యూజియం చేస్తున్నారా opening shortly Anjani Udupi hotel ఇక్కడ లేని రూఫ్ గార్డెన్ ఇక్కడ లేని ఫ్యామిలీ సెక్షన్ ఏసీ ఇక్కడ లేని వంద ఐటమ్స్ ఇక్కడ కన్నా ధరలు తక్కువ పక్క వీధిలోనే నన్ను ముందు ముంచేసి తర్వాత ఫోన్ చేస్తావా రే అంజిక ఎంత పనిచేసావురా నిన్ను నమ్మి ఊరెళ్తే నాకు పోటీగా హోటల్ పెట్టి దాని ప్రకటన నా మొహానికి తగిలిస్తావా మిత్రద్రోహి పది రూపాయలు పులిరాజా మీటర్ డౌన్ చేశారుగా మినిమం ఛార్జ్ మాక్సిమం షాక్ లో నేనుంటే నీ కూడదంటయ్యా అసలు ఆ హోటల్ ఎంతవరకు వచ్చిందో పక్క వీధిలోకి వెళ్ళి చూసొస్తా నేను వస్తాను సార్ ఇద్దరం వెళ్తే ఇక్కడ ఎలారా ఆహా చాలా దయ తలుస్తున్నావు థ్యాంక్స్ ఊరికి వెళ్ళిపోతున్నావే ఈ టేబుల్స్ చైర్స్ కూడా పట్టుకుపో ఇప్పుడు పులివేషం ఏంటి ఏదన్నా పండగ నా తద్దినం నీ పొయ్యితో కొరివి పెట్టిపో పులిరాజాకి తోక ఉంటుందా నీకు తన్ను ఉంటుంది నువ్వడితో పో తోకలాగా చూడు మీరు లేకపోతే నేను నా హోటల్ ఏమి కృంగిపోం Amrit Vilas will always be number one నీ హోటలా నువ్వు ఫెంటాస్టిక్ యాక్టింగ్ రా నేను పది రోజులు లేకపోయేసరికి ఫేస్ లో నన్ను గుర్తుపట్టినట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేస్తే ఇది నా హోటల్ కాకుండా పోతుందా సార్ నన్ను అమృతరావు అంటారండి కాలేజీలో ఒకప్పుడు మీ జూనియర్ని తర్వాత సంవత్సరం క్లాస్మేట్ని ఆ నెక్స్ట్ ఇయర్ సీనియర్ని గుర్తుపట్టారా ఒరే అమృతం నీకింకా కుర్రతనం పోలేదు ఆ మాస్క్ పెట్టుకుంటే నేనేంటి మీ అమ్మ కూడా గుర్తుపట్టదు మాస్కా ఇదంతా నీ మూలంగానే జరిగింది ఉన్న పల్లాన పరిగెత్తుకురామంటే వచ్చేసా రెండు వందల యాభై మైళ్ళు ఇది పెట్టుకుని ఊరెక్కుతుంటే జనం అంతా నన్ను చూసి ఏమనుకున్నారు ఏంటో పులిరాజా అనుకుని ఉంటారు అదే అదే అదే రా నా బాధ గుర్తు చేసి గుచ్చుకు అయినా అదెందుకు అంటించుకున్నావురా ఏంటి సారీ తగిలించుకున్నావు ఇది నా పుత్రరత్నం వినోదం కోసం ఇది పెట్టుకుంటే వాడు నవ్వుతాడు తీసేస్తే ఏడుస్తాడు ఇంతకి నీ ఏడిపోయింట్రా మనకి కాంపిటీషన్ గా పక్కనే ఓ రెస్టారెంట్ వెలుస్తోందిరా రూఫ్ గార్డెన్ తో ఏసీ ఫ్యామిలీ సెక్షన్ తో వంద కొత్త డిషెస్ తో కాంపిటేటివ్ ప్రైసెస్ తో ఇది నాకే తెలియదు నీకెలా తెలుసు నాకేంటి మన గేట్ ఎంటర్ అయిన ప్రతి ఒక్కడికి క్షుణ్ణంగా తెలుస్తుంది బయట బ్యానర్ చూడలేదా ఆ బ్యానర్ వాడదా బ్యానర్ అంటే ఏ రేషన్ షాపో కూరగాయల దుకాణం అనుకున్నాను గాని మనకే ఎసరు పెడతారని అనుకోలేదురా అయినా నువ్వేంట్రా గుడ్డెద్దులా ఒకటి నాలుగు సార్లు అటు ఇటు తిరుగుతావు వచ్చి ఆ బ్యానర్ సంగతి చెప్పవే నాకు ఫుల్ తెలుగు ఎక్కడ తెలుస్తారు ఓహో ప్లేట్ తెలుగా పోనీ నువ్వు చూడలేదా గడప దాటే టైం నాకెక్కడిదిరా అదే అనుకుంటున్నా నిన్న నుంచి కస్టమర్స్ ఏంటా నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని ఎంత దెబ్బగొట్టారు మొగ్గలోనే తుంచేయాలి పిందిలోనే పిసికేయాలి ఆదిలోనే అణిచేయాలి అయితే ఏం చేయాలి వెంటనే ఈ బ్యానర్ గురించి బోర్డు మీటింగ్ పెట్టాలి ఎక్కడ బోర్డు కింద వాళ్ళు ఓపెన్ అవ్వకముందే మనం ఎక్స్ప్లెయిన్ అవ్వాలి వాళ్ళు మట్టి కనిపించకముందే మనం జాగ్రత్త పడాలి వాళ్ళు ఏం చేసినా దానికంటే మనం టెన్ టైమ్స్ బెటర్ గా చేయాలి వాళ్ళు వంద ఐటమ్స్ పెడితే మనం నూట యాభై ఐటమ్స్ పెడదాం వాళ్ళు ఇరవై టేబుల్స్ పెడితే మనం యాభై టేబుల్స్ పెడతాం వాళ్ళు సర్వర్ కి రెండు వేలు ఇస్తే మనం ఐదు వేలు ఇద్దాం అసలు నిన్నెవడరా బోర్డు మీటింగ్ లో కూర్చోపెట్టింది ఈ హోటల్ పైకి రావాలని నేనే కూర్చున్నాను సార్ వాడు అన్నిటికంటే ముందు ఈ హోటల్ పైకి రావాలంటే ఆ బ్యానర్ కిందకి రావాలి let us continue the discussion inside ఏమాట కామాటే చెప్పాలి మన అమృత విలాస్ ఏదో సంసార పక్షంలా ఉంటుంది హోటల్ పక్షంగా ఉండదు మహా ఉంటే పూటకోళ్ల పక్షంగానో ప్లేట్ మీల్స్ పక్షంగానో ఉంటుంది డల్ ఉపమానాలు ఆపండి డెవలప్మెంట్ ఉపాయాలు చెప్పండి ఓకే ఒక్కో సెక్షన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ కిచెన్ సెక్షన్ అక్కడ మనం చేయాల్సిన మేజర్ చేంజ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టడం ఓపెన్ ఎయిర్ లో ఎలాగూ అక్కడ హోల్ ఉంది కదా అని అది కాకుండా కొత్త cooking range dish washer microwave oven etcetera next entertainment customers బాగా అట్రాక్ట్ చేయాలన్నా వాళ్ళని మళ్ళీ మళ్ళీ రప్పించేలా చేయాలన్నా వినోదమే ప్రధానం దానికోసం మనం ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ చేయాలి hmm. శంకర్ మహోదయన్ ఉదిత్ నారాయణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలా రోజుకొకళ్ళు everyday will be a musical night ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగ సాగాలి అదేంటి అంత అలా వెళ్ళిపోతున్నావు మా డిస్కషన్స్ లో ఉండవా డిస్కషన్స్ లో ఉంటా డ్రీమ్స్ లో ఉండను మీరు భూమి మీదకి వచ్చాక పిలవండి బడ్జెట్ చూసాక ఎలాగో వస్తారు కదా అప్పుడు వస్తాను ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఆలోచిద్దాం ఐస్ క్రీమ్లు పిజ్జాలు బర్గర్లు పెట్టాలి నాలుగు సేఫ్టీ మెషిన్స్ ఒక రూమ్ సైజు పిజ్జా ఓవెన్ ఒక బన్ ఓవెన్ పిల్లలు అయిపోయారా మనం అయిపోయాం ఇక ఫ్యామిలీ సెక్షన్ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏసీ పెట్టేద్దాం ఏసీ పెడతావా అక్కడ ఉంటున్నాను ఇక్కడ నువ్వు ఉంటున్నావు పైన టెర్రస్ ఓపెన్ అయ్యారు ఈ లాన్ లో ఓపెన్ అయ్యారు ఇంకా ఏసీ ఎక్కడ పెడతాం సమయాన్ని కంప్లీట్ చేశారు ఈ పక్కన కొత్త బిల్డింగ్ దాన్ని మొత్తం లీజుకు తీసుకుని సెంట్రల్ ఏసీ చేసేద్దాం గుడ్ ఇంకా మిగిలిందేంటి ఆ వాళ్ళ రూఫ్ గార్డెన్ తో పోటీ మన టెర్రస్ నే బృందావన్ గార్డెన్స్ చేసేద్దాం water falls musical fountain musical lighting wonderful ఆ గ్రాండ్ టెర్రస్ కి తగ్గట్టు ఆ డాక్యుమెంట్లు తీసేసి ఎస్కలేటర్ పెడదాం ఎస్కలేటరా అంటే ఏంటి సార్ వాడు అది కూడా తెలియదా మనం అన్ని మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా కింద మెట్టు మీద నిలబెడితే పైదాకా అదే తీసుకెళ్తుంది ఇది భలే ఉంది సర్వర్ అదిరిపోతుంది అసలు ఇది ఎక్కడానికే కస్టమర్స్ క్యూ కడతారు మా సర్వర్స్ కి పని తగ్గిపోద్ది సర్వర్ ఎలా ట్రే దాని కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది సర్వర్ ఓకే ఇవన్నీ డెవలప్మెంట్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ సర్వం నువ్వు వెళ్ళి ఫోన్ చేసి మొత్తం ఇష్టపడుతునుకో ఏమైంది మన రేంజ్కి అవసరమే ఐటమ్స్ వాడి దగ్గర లేవంటనా మన రేంజ్ కొట్టినారా సార్ వాడు సగం చదివితేనే ఇంత అన్నాడు పూర్తిగా చదివింటే ఫోన్ నుంచి స్మోక్ పోయి ఫైర్ వచ్చేస్తున్నాం అమ్మయ్యా ఇప్పటికైనా నేల మీదకి వచ్చారా అన్వాంటెడ్ స్టూపిడ్ అర్ధరహితం అవాంఛనీయం వేస్ట్ రెడిక్లెస్ సుత్తి సోది <gasps> అనవసరమైన అన్నీ తీసేసినా ఐదు లక్షలైంది బడ్జెట్ అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరం అన్నయ్య ఏదో నడుస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తారు బ్యాంకు నుంచి దోచా వీలైతే సాయం చేయి గాయం చేయకు మీ కర్మ ఇప్పుడు ఐదు లక్షలు ఎలా తీసుకురావటం ఇవాళ ఒంట్లో నలతగా ఉంది కనీసం రెండు పెసరట్లన్నా తినగలనో లేదో డాక్టర్ అప్పాజీనా ఏరా అరవం నా పేరు గల పెద్ద మనిషి ఎవడన్నా ఉన్నాడా భలేవరే సార్ వాడు మీ పేరు పెద్ద మనుషులు ఎందుకు పెట్టుకుంటారు <laughs> అంతేలే ఆ? వెళ్ళి పెసలాడు తగలెట్టు ఈ మానవహారం ఏమిటి ఆ గుడ్డ తోరణం ఏమిటి మీకోసమే డాక్టర్ అప్పాజీ నేను మెడిసిన్ చేయలేదు మ్యాథ్స్ లో పిహెచ్డి చేయలేదు నేను డాక్టర్ ఏమిటి ఆ పిచ్చివాడు వైద్యుడు అన్నారు కదండి అప్పిచ్చివాడా ఆ పిచ్చివాడు ఎవడు మీరే అప్ప ఎంత ఒక్క ఫైవ్ ఇస్తారా ఎన్నడూ అడగని వారు నోరు తెరిచి అడిగారు నో అనలేను టేక్ ఇట్ ఈ ఫైవ్ తో పాటు ఫైవ్ జీరోలు కూడా ఇవ్వండి అంటే ఐదు లక్షలా అంత డబ్బు మీకెందుకయ్యా మీరు నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూశారు మరోవైపు చూడండి అయినా ఐదు లక్షలంటే మాట్లా అప్పాజీ అప్పూజీ సరే నాకు బ్యాంకులో ఓ సీనియర్ పర్సన్ తెలుసు అతను ఇలాంటివన్నీ బాగా మేనేజ్ చేయగలడు మరి మాకివ్వలసింది ఇవ్వాలి అప్లికేషనా కాదయ్యా స్టాంప్ పేపరా కాదు మరి కమిషన్ కమిషనా దానికి మా పర్మిషన్ ఉంది హలో అప్పాజీని వచ్చేస్తున్నారా మేము రెడీగానే ఉన్నాం సార్ మీరు త్వరగా వచ్చేయండి రై ఆ సీనియర్ బ్యాంక్ ఎంప్లాయీని తీసుకుని అపాజీ వస్తున్నట్ట మీరు త్వరగా అన్ని రెడీ చేయండి అరే ఈయనే ఆయన ఆయనే ఈయన సార్ సార్ మీరు ఈ చైర్లో కూర్చున్నారంటండి మీకు స్పెషల్ చైర్ తెప్పించాం రండి రండి కూర్చోండి రండి కూర్చోండి వెరీ స్మాల్ బిజినెస్ ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చారు వీళ్ళని పైకి తీసుకొద్దామని ఏదో హోటల్ మీద పూటలు గడుపుకుంటున్న వాళ్ళు మీరే కొంచెం హెల్ప్ చేయాలి ఏమో నా టైం దీన్ని కేటాయించడం వర్తో కాదో మీ లెవెల్కి తగ్గట్టుగా ఎదగాలని మేము లోన్ అడుగుతున్నాం ముందు మీరు స్వీట్ తీసుకోండి హార్ట్ కూడా తీసుకోండి తినండి లోన్ కావాలా ఎంత కావాలి అబ్బే ఎంత కాదండి జస్ట్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్సా పోనీ ఫోర్ లాక్స్ అయినా ఓకే తప్పదంటే త్రీతోనైనా అడ్జస్ట్ అయిపోతాం ఇంకా సేపు ఉంటే పది రూపాయలే చాలంటారు ఏమిటా అప్పాజీ జాంగ్రీ. ఈ చిల్లర బేర కోసం నన్ను పర్సనల్ గా తీసుకురావాలా చా, చా, చా, చా, చా, చా, చా, చా, చా. ఏమిటయ్యా మీరు మరీను కనీసం నా లెవెల్ కన్నా లోన్ అడగరు మాకేం తెలుసండి మీరు ఏకంగా చైర్మన్ తీసుకొస్తారని చైర్మనా అని ఎవరన్నారు కాదా మరి జనరల్ మేనేజరా కాదు రీజనల్ మేనేజరా కాదు పియోను ప్యూనా స్వీట్లు తినిపించాను మూతి కూడా తుడిచాను ప్యూన్ ఏంటి లోన్ ఏంటి అంత తేలిగ్గా తీసి ఏ స్కామ్లోనైనా ముందెగిరిపోయేది పెద్ద పెద్ద ఆఫీసర్లు చైర్మన్లే ఎంత తుఫానుకైనా ఎన్ని సంవత్సరాలైనా కదలకుండా ఉండేది ప్యూన్ ఒక్కడే అందుకే అతనికంత పవరు ఏ పని చేయడానికైనా అంత ధైర్యం రండి సరే ఓ సీనియర్ బ్యాంక్ స్టాఫ్ ఇలా వచ్చి ఆ లోన్ వచ్చే మార్గం ఏదో చెప్తారా సరే షూరిటీగా ఏం పెడతారు మంచితనం మానవత్వం సిన్సియారిటీ చింతపండేం లేదు లేదు పొద్దున్నే పులిహార చేశా కనీసం పది లక్షల విలువ చేసే ఆస్తులైనా షూరిటీ కింద చూపించాలయ్యా ఊర్లో పొలం ఉందండి ఊళ్ళో పొలం కాదు ఈ సిటీలో ఏముంది సిటీలో ఈ ఇల్లు ఉందండి గుడ్ ఐడియా నాకు అసలు తట్టనే లేదు తాట తీస్తాను నా ఇంటి మీద చెయ్యేశారంటే ఒక్కొక్కడిని తుంటి మీద సూర్యుడు షూరిటీ ఇవ్వడానికి ఏమీ లేదు మరి లోన్ ఎలా పోనీ ఓ పని చేయండి మీరు బిజినెస్ను బాగా ఎక్కువ ఉన్నట్టు చూపించండి లోను కూడా పది లక్షలకు తగ్గకుండా పెట్టండి వాళ్ళు ఎలాగో అంత అనుకోండి ఏదో నాలుగైదు లక్షలు వచ్చేట్టు నేను మేనేజ్ చేస్తాను అలాగే సార్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చే రోజు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు మాత్రం రెడీగా ఉండాలి ఓకే ఓకే సార్ వస్తాను thank you sir down down మరి మన కమిషన్ మాట్లాడేశావా <laughs> ఆ, మన కమిషన్ మాట్లాడాను <laughs> ఇది నా వన్ డే ఇన్కమ్ ఇది నాకు ఒక పూట ఖర్చు ఏంట్రా అమృతం నువ్వు ఇంకా దగ్గరలోనే ఉండిపోయావేంటి బ్యాంక్ వాళ్ళు ఇన్స్పెక్షన్ ఎన్నింటికి వస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకి కదా మరి నువ్వేంటి తెల్లారకుండానే తెల్లదొరలా సూట్ వేసుకుని మరీ తయారయ్యావు డ్రెస్ రిహార్సల్స్ హలో నేను రా వరహాలరావుని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఏరా బాగున్నావా నా సంగతి సరే ఈ రోజు హోటల్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుంది ఆ లిస్ట్ లో నీ హోటల్ పేరు కూడా ఉంది నిజమా మనూరోడు కదా అని ముందుగా చెప్తున్నాను ఏ టైంలోనే రావచ్చు ఎలర్ట్ గా ఉండండి ఓకే రై రై ఈ సోట్లతోనూ నోట్లతోనూ నాకు చిత్తు పెట్టేస్తావు మన హోటల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడానికి వస్తున్నారంట ఒక పూట ముందు నుంచి ఆర్భాటాలు ఎందుకురా బాబు అంటే విన్నావు కాదు డ్రెస్ రిహార్సల్స్ అన్నావు ఇప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చారు అనుకో ఏం చేస్తాం డ్రెస్ రివర్స్ అమ్మా ఒక్క క్షణం లేట్ అయితే మనం ఏమైపోయేవాళ్ళము రా ఈ హోటల్ ఓనర్ ఎవరు నేనే ప్యాన్ నెంబర్ ఉందా ఒక్క నిమిషం మసిబారిపోయిందండి నెంబర్ సరిగ్గా కనిపించట్లేదు అంటే ఐటీ రిటర్న్స్ ఎప్పుడు ఆ మధ్య ఐటీ ఆఫీస్ ఒకటి పెట్టాలనుకున్నాం క్యాపిటల్ లెక్క రిటర్న్ అయ్యాం మీ ఎక్విప్మెంట్ ఏంటి కమాన్ ఇలా రండి చూపిస్తా చూడండి గ్యాస్ స్టవ్ కూడా లేదా ఉంది సార్ గ్యాస్ కనెక్షన్ ఉంది సార్ కొన్ని నెలలు కష్టపడి పోగు చేసి ఈ పైప్ కొన్నాం ఎప్పటికైనా ఆ చివరిన సిలిండరు ఈ చివరిన పొయ్యి కొంటాం సార్ కొంటాం ఆ? ఈ ఫర్నిచర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ డెఫినెట్ గా ఉన్నాయి ఒక్క నిమిషం చీపురు చేట స్పాంజ్ మేడ్ ఇన్ ఇండియా సరే మీ బుక్స్ చూడనివ్వండి స్వాతి ఆంధ్రజ్యోతి సంవత్సరం పాతవే అకౌంట్ బుక్స్ కూడా లేవా సర్లే మీ టర్న్ ఓవర్ అంతా తెలుసా హోటల్ పెట్టిన మొదటి సంవత్సరం టూ ల్యాక్స్ పైనే నెట్ ప్రాఫిటా gross loss first year two lakhs పోయింది సెకండ్ ఇయర్ వన్ ల్యాక్ పోయింది మరి last year last year loss only thirty thousand ఈ సంవత్సరం నో లాస్ ఓ అయితే బ్రేక్ ఏమైనా లేదు బ్రేక్ అయిపోయాం పోవడానికి ఏం లేక అరే అంజీ ఈ నెల మొదటి కస్టమర్ రా ఇలా కూర్చోండి సార్ ఆర్డర్ సార్ ఒక ప్లేట్ ఇడ్లీ ఒక కాఫీ బిల్ సార్ అదేమిటి తేకముందే తేవడానికే అరే అంజీ నువ్వు అర్జెంట్ గా పోయి రాజేసి గతంలో మిగిలిపోయిన ఆ రెండు ఇడ్లీలు అవి వేడి చేసి ఆ, అలాగే నువ్వు మినీ మార్కెట్కి వెళ్ళి ఎనభై పైసలు పాలు డెబ్బై పైసలు కాఫీ పడి ఆ, మీరు పొద్దున్నుంచి ఎంగిలి పడలేదు ఈ గంజైనా తాగండి అయ్యో గెస్ట్లున్నారనుకోలేదు ఇప్పుడే వస్తాను నువ్వు తాగావా ముందు మీరు తాగండి నేను తర్వాత తాగుతాను ఇంకా ఉందా ఉందండి ఇంకా చాలా ఉంది లేదు నాకు తెలుసు ఉన్నదంతా మాకే పోసేసి నువ్వు ఏమీ Post! రేంజీ సంజు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా ప్రియమైన శ్రీవారికి సంజు రాయనది ఫోన్ చేయడానికి కూడా డబ్బులు లేక ఈ కార్డు ముక్క రాస్తున్నాను ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు బాబు పాల డబ్బా అయిపోయింది చివరి స్పూను మాత్రం ఉంది అది కూడా ఈ ఉత్తరం చేరేసరికి అయిపోతుంది గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టు మా నాన్న గేదె కూడా చనిపోయింది బాబు పాల డబ్బాకి ఓ నూట ముప్పై రూపాయలు పంపించండి ఆగండి చివరిన ఒక సెంటీమీటర్ ఖాళీ ఉంది బాబు ఏదో రాస్తాడంట నానా బాబు కొడుక్కి పాల డబ్బా కూడా కొనివ్వలేని చేతకాని తండ్రిని సార్ నేను సార్ మీరేమి అనుకోకపోతే ఆ నూట ముప్పై రూపాయలు మీరు సర్దగలరా సార్ యాజ్ అన్ అఫీషియల్ గా నీకు హెల్ప్ చేయకూడదు కానీ నీ పరిస్థితి చూశాక నా పర్సనల్ గా ఈ నూట యాభై రూపాయలు నీకు ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను మొదటడా వా నట రత్న వా నట సామ్రాట్ వా నట సార్వభౌమ వా నట శేఖరా వా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోనే ట్యాక్స్ కట్టించిన మొట్టమొదటి బిజినెస్ మ్యాన్ మనమే వాళ్ళకు బిజినెస్ ఎందుకురా బాబు చెప్పిన టైం కన్నా ముందుగా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి రావడం మంచిదైంది ఆ, ఇలాంటి వాళ్ళకి నలుగురికి లోన్ ఇస్తే మన బ్యాంకు కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది అప్పడుగువాడు రోగి